ఆన్ కాంట్రరీ బిలీఫ్ నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ <laughs> సరిపోలేదు నాకు ఇంకా సిద్ధిబాయ్ వస్తే ఎలా ఉండాలి బీజేపీలో వస్తే ఎలా ఉండాలి ఇంకా స్క్రాచ్ ఉండాలి మొత్తం thank you thank you thank you everyone thank you for all the love thank you for all the support ఒక త్రీ ఫోర్ డేస్లో చెప్తాను <laughs> ఓకే um, um, అదే మర్చిపోతాను ఆగండి ఫస్ట్లీ uh, um, ఇవాళ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు నందుకి uh, చాలా చాలా థ్యాంక్స్ నేను సినిమా గురించి I speak later but thank you for one more reason that ఇవాళ నన్ను నందు ఇక్కడికి పిలవడం వల్ల నేను చాలా ఇండైరెక్ట్ కాంటాక్ట్ ఇండైరెక్ట్ కనెక్ట్ ఉన్న వాళ్ళందరినీ నేను కలిసాను ఇవాళ ఐ థింక్ um, uh, నేను last one month last two two three months అనుకుందాం డీజేటీలు టూ సినిమా రాసే ప్రాసెస్లో ఉన్నాను with my director and couple of other writers బేసిక్గా చాలా భయం వేస్తుంది అనమాట ఇప్పుడు ఈ సినిమా రాయాలంటే ఎందుకంటే ముందంటే ఏం లేదు ఇప్పుడు ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది సినిమా మీద సో రాసాము డిలీట్ చేసాము మళ్ళీ రాసాము మళ్ళీ డిలీట్ చేసాము ఏదో షూట్ చేసాము నచ్చలేదు ఇదంతా జరుగుతున్నప్పుడు కాన్స్టెంట్గా మైండ్ ఒక స్ట్రెస్లో ఉందన్నమాట సో మెంటల్ హెల్త్ కొంచెం అలా కొంచెం అటిట్ అయింది బట్ అలాంటి లో నవ్విస్తూ ఉండేది ఎవరంటే మీరందరే నేను మధ్యలో ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేద్దాం అనుకున్నాను సోషల్ మీడియా నుంచి వచ్చేద్దాం అనుకున్నాను బట్ నేను ఎందుకు వెళ్ళలేదంటే మీవి మిస్ అవుతాను కాబట్టి వెళ్ళలేదు నేను బికాజ్ ఫోన్ తీసి ఒక సెవెన్ టైమ్స్ స్క్రోల్ చేస్తే ఏదో చిన్నది ఉంటుంది అక్కడ ఒకటి it will put a smile on our faces అన్నీ పక్కన పెట్టేస్తే మీరు మా మెంటల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మీరు because you keep a sane you keep a smile on our face and I want to thank all of you for that మీరు లేకపోతే కొంచెం పదిసార్లు నవ్వేది రోజులో మీరు మీరున్నారు కాబట్టి ఇరవై సార్లు నలభై సార్లు నవ్వుతున్నాము అండ్ అది కూడా మీరు చాలా హోల్ హార్టెడ్గా without any expectation from anyone purely ఇందాక మారుతి గారు అన్నట్టు అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఐడియాలు అది ఏ సినిమాలో ఏదో క్లిప్పింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది so thank you all thank you very very much for keeping our mental health in check and పర్సనల్గా నేను I like Lakshman stuff a lot నేను మీరు మొన్న కూడా ఒక వీడియో <laughs> చేశారు రెడ్ కుర్తా వేసుకుని నేను చూసాను ఐ రియలీ లైక్ ఇట్ ఇవాళ మీరు అందరూ ఒక సినిమా ప్రమోట్ అవ్వడానికి చాలా చాలా చాలా అవసరం నేను నార్మల్గా అయితే నేను కలిసి ఉండేవాడిని కాదు that is why I want thank Nandu for calling me and calling all of you I met all of you thank you boys thank you girls I love you all keep doing what you guys are doing you guys are just very fat next సినిమా గురించి మాట్లాడాలి నాకు నేను నందు అప్పట్లో మొదలెట్టినప్పుడు ఒక ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కలిసి మొదలెట్టామన్నమాట మేము సో అప్పట్లో అలా తిరుగు ఏంది అది డెడికేషన్ అట్లుంటుంది మనతో అప్పట్లో నేను ఇంకా కొంచెం అట్లా ముద్దు ముద్దుగా ఉండేటోడు మనోడు అప్పట్లోనే అరాచకం మనోడు సో um, uh, కలిసి మేము మొదలెట్టాం ఇండస్ట్రీలో and I think he's one of the most passionate people that I know అంటే మేము కలిసి స్టార్ట్ చేసిన వాళ్ళు అందరం కూడా they are we're all equally mad and passionate about సినిమా వీడు నేను విశ్వక్ కావచ్చు and you know all the other boys అప్పట్లో మేము మాకేం తెలియదు అనమాట గ్రూమింగ్ అంటే ఏంటి సందీప్ గ్రూమింగ్ అంటే ఏంటి చూడడానికి ఎలా ఉండాలి మనం ఎలా నుంచోవాలి ఫోటోలు ఎలా నాకు ఇప్పటికీ భయం ఫోటో దిగాలంటే అవే ఫోటోలు ఒక ఫోటో షూట్ చేసి అదే వాడుతున్నాను నేను ఇప్పటికీ భయం నాకు కెమెరా ముందు మూవింగ్ కెమెరా ముందు పెట్టండి చెప్పేస్తాను డైలాగు కానీ ఫోటో దిగమంటే ఫస్ట్ చేతులతోటి ఏం చేయాలి తెలియదు జేబులో పెట్టుకోవాలా నవ్వాలా అరే మనది లెఫ్ట్ ప్రొఫైల్ బాగుంటుంది రైట్ కాదు కదా ఈ టెన్షన్ అంతా వస్తుంది but I think Nandu he's mastered that game of being of being present and being alive అక్కడికి వస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వస్తున్నాను అమ్మ అది ఎట్లా మర్చిపోతాము I think Nandu has mastered that game అప్పట్లో మేము స్ట్రగుల్ అయ్యేటప్పుడు ఏది పడితే అది తినుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చిల్లవుతుందో చేసేవాళ్ళము నేను ఇంకా అట్లనే ఉన్నాను వాడు మారిపోయాడు I think this transformation is amazing mind bending transformation అసలు సడన్గా ఇట్లా లీన్ అండ్ మీన్ అంటారు కదా బక్కగా ఉంటారు కానీ కొడితే బొక్కలు ఇరిగిపోతే అన్నట్టున్నాడు so his transformation is amazing and uh, I wish you all the very, very best, bro. And thank you so much for calling me here. And uh, also Rashmi Gurinch Matladali. <laughs> uh, she's, she's my first co-star. She'll always be very special for me. And uh, Uh, she's my first co-star, always will be very, very special for me. So we are all like a gang who, you know, started out together. So I want to wish Rashmi also all the very, very best for this film. And next, uh, uh, director Virat Garu, uh, congratulations, sir. ఒక uh, పగులుతుంది పగులుతుంది Um, Virat Gargi, firstly, I want to congratulate him. I just got to know that you won the best award for uh, uh, best film award, uh, short film. Ki. Congratulations, sir. Um, and ఇప్పటివరకు చూసిన ట్రైలర్స్ అండ్ మాస్ గ్లిమ్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి there is some mental in the film ఏదో ఒక చిన్న ఎక్సెంట్రిసిటీ ఒక చిన్న క్రేజీనెస్ ఉంది and that is very interesting to watch on screen DOP garu Siddharth Siddhu Siddhu ఆయన లేరు ఇక్కడ but his work is outstanding చాలా బాగున్నాయి visuals I love the conviction of leaving an out of focus shot just like that అలా వదిలేయడం చాలా చాలా కూల్గా ఉంది అది and your expression is also very cool నవ్వుతూ ఆపుతూ నవ్వుతూ ఆపుతూ చేసావు కదా చాలా బాగుంది మ్యూజిక్ by Prashanth Vihari garu hi sir congratulations I'm a big fan of you music I always enjoy you songs ఇంకెవరినన్నా మర్చిపోతే నాకు క్షమించాలి producer garu Bose garu sir congratulations అండి I hope you make a lot of money with this film and you keep making more films and the rest of the team I'm forgetting anyone and all the all the rest of the team thank you కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను బట్ uh, కొంచెం ఇట్లా మా నందుగాడి ఫంక్షను మా వాళ్ళ ఫంక్షన్ అంటే కొంచెం నాకు కూడా సొంత ప్లేస్ లాగా ఫీల్ అవుతాను అందుకే చాలాసేపు మాట్లాడుంటా ఏంది అంటే ఆ రోజు చెప్పినాను కదా మనం ఒక పిల్ల మనకి గట్టిగా మ్యూజిక్ కొట్టింది మనం డీజే కొట్టుడు పని చేసినాం దాని తర్వాత so thank you very much thank you press వాళ్ళందరికీ ఏంది అది అరే ఒకటి దీనికి పంచాయతీ అయితే సో థ్యాంక్ యూ ప్రెస్ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐ లవ్ యూ ఆల్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి and I promise we'll keep you entertain thank you very much